hello viewers welcome to achievers academy current affairs through multiple choice క్వశ్చన్స్లో భాగంగా ప్రతిరోజు జరిగిన ముఖ్యమైన సమావేశాలు వార్తల్లో నిలిచిన వ్యక్తులు అదేవిధంగా మనకు ఎగ్జామ్స్కి ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో తెలుసుకుంటున్నాం సో ముఖ్యంగా ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో తెలుసుకోవడం వల్ల ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్ని మనం ఎలా ట్యాకిల్ చేయగలుగుతామో అనే ఒక స్కిల్ మనకు వస్తుందన్నమాట right so just merely knowing current affairs is not essential but you should also analyse that current affairs in a question form form so కేవలం కరెంట్ అఫైర్స్ చదవడం మాత్రాన ఆ కరెంట్ అఫైర్స్ మనకు గుర్తుండవు వాటిని తెలుసుకోవడంతో పాటు క్వశ్చన్స్ రూపంలో కూడా ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయి కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనే అనలైజేషన్ విద్యార్థులకు రావాలి అని మనం ఈ సెషన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట ఒకవేళ మీకు ఈ సెషన్ కనుక నచ్చి ఉంటే please like comment and share our YouTube channel and also subscribe our YouTube channel thank you so now proceeding on to the session so మన సెషన్లోకి వెళ్దాము first topic of the day so global education summit okay so ప్రతి సంవత్సరం గ్లోబల్ ఎడ్యుకేషన్ సమిట్ అని ఒక పెద్ద సమావేశం జరుగుతుందన్నమాట ఓకే సో ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా విద్యలో వస్తున్న different type of changes okay so ప్రపంచవ్యాప్తంగా ఎలా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది ఓకే అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎలాంటి మార్పులు తేవాలి అండ్ ప్రపంచంలో ఉన్న ఎక్కువ మంది పిల్లలను ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా భాగం చేయాలి అనే ఇష్యూస్ని డిస్కస్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక నగరంలో ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ అనేది జరుగుతుందన్నమాట అండ్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి ఇటీవల ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ సమిట్ అనేది లండన్లో జరిగింది ఓకే లండన్లో జరిగింది అండ్ ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ సమిట్ని నిర్వహించే ముఖ్యమైన సంస్థ ఏది అని అంటే that is UNESCO okay so UNESCO conducts global education summit every year in a particular city and this global education summit is mainly aimed at so ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటి విద్యలో వస్తున్న మార్పులు విద్యార్థులను విద్య వైపు ఎలా మళ్లించాలి అండ్ ప్రపంచవ్యాప్తంగా విద్యకున్న ఆవశ్యకతను తెలియజేయడం ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట okay no coming on to question so ఒకసారి క్వశ్చన్ చూద్దాము where has the global education summit twenty twenty one been organised recently so ఇటీవల గ్లోబల్ ఎడ్యుకేషన్ సమిట్ ఏ నగరంలో ఇటీవల ఆర్గనైజ్ చేశారు అనేది question so so what is the answer that is A London మనం ఆల్రెడీ తెలుసుకున్నాం right now coming on to second important topic in the news so second important topic ఏంటి అని అంటే government of Assam okay so ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ అస్సాం చాలాసార్లు వార్తల్లో నిలిచింది అండ్ అస్సాంకి సంబంధించి మనం చాలా సమాచారాన్ని తెలుసుకున్నాం అవునా సో బ్యాంబూ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి రాష్ట్రం ఏంటి అస్సాం అదేవిధంగా మనకి అస్సాంకి సంబంధించి పాపులేషన్ కంట్రోల్ బిల్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి అస్సాం ఓకే అదేవిధంగా మనకు అస్సాంలోని beef ban okay so temple premises ఒక దగ్గర గుడి ఉంది అంటే ఆ గుడికి దగ్గరలో అంటే ఐదు కిలోమీటర్ల ఏరియా లోపల ఎక్కడ కూడా బీఫ్ అమ్మొద్దు అని ఇటీవల ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది అస్సాం ప్రభుత్వం సో ఇలా డిఫరెంట్ విషయాలలో అస్సాం ప్రభుత్వం వార్తల్లో నిలుస్తుంది అండ్ మోస్ట్ రీసెంట్గా మనకు మిజోరాం మరియు అస్సాం మధ్యలో సరిహద్దు ఘర్షణ సో ఈ రెండు రాష్ట్రాల మధ్యలో సరిహద్దు ఘర్షణ అనేది కూడా జరిగింది border tensions between Assam and Mizoram so ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అస్సాం ఎక్కువగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది కాబట్టి అస్సాం రాష్ట్రాన్ని మన మైండ్లో మైండ్లో పెట్టుకొని చదవాలి మన కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ఓకే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ అస్సాం ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే తమ రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖని ఓకే తమ రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖని సమూలంగా ప్రక్షాళించడం కోసం అంటే మొత్తం చేంజ్ చేయడం కోసం ఒక విధంగా దాంట్లో భారీ మార్పులు తీసుకొని రావడం కోసం ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఒక పోలీస్ కమిషన్ని ఓకే ఒక పోలీస్ కమిషన్ని ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పిందన్నమాట ఓకే సో ఈ పోలీస్ కమిషన్ ఏం చేస్తుంది అంటే పోలీసింగ్ వ్యవస్థలో మార్పులను సజెస్ట్ చేస్తుంది అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ని కండక్ట్ చేస్తుంది అండ్ అదేవిధంగా పోలీస్ వ్యవస్థలో ఇతర ఇతర సమాచారాలు ఓకే అదేవిధంగా మనకి పోలీస్ వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావడానికి ఈ పోలీస్ కమిషన్ ముఖ్యంగా పాటుపడుతుంది అన్నమాట ఓకే సో ఈ పోలీస్ కమిషన్లో ముఖ్యంగా మనకు ఒక ఐఏఎస్ అధికారి దీనికి హెడ్గా ఉంటాడు అండ్ ఒక ఐపీఎస్ అధికారికి దీనికి హెడ్గా ఉంటాడు అన్నమాట క్లియర్ అండ్ ఈ పోలీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రకరకాల రికమెండేషన్ సూచనలు ఇస్తుంది అండ్ ఆ సూచనలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నమాట ఓకే సో మనకి క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఎలా ఉంటుందో which state's cabinet recently decided to set up a police commission okay so police వ్యవస్థలో మార్పులు తీసుకొని రావడం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కమిషన్ని నియమించింది అంటే దట్ ఈస్ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఓకే సో అస్సాం రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరు so who is the chief minister of Assam Himanta Biswa Sarma Himanta Biswa Sarma most important గుర్తుపెట్టుకోండి ఈ వ్యక్తి పేరు Himanta Biswa Sarma and what is the capital city of Assam so what is the capital city of Assam please comment it in the comment section now coming on to next important topic in the news so ఒకసారి to overhaul the Assam police overhaul అంటే భారీగా మార్పులు చేయడం అన్నమాట ఓకే సో ఒక పోలీస్ కమిషన్ నియమిస్తున్నారు and the commission will be headed by retired IAS Himanshu Shekhar Das and former DGP of Assam that is PV Suman so వీళ్ళిద్దరూ ఈ పోలీస్ కమిషన్కి హెడ్స్గా ఉంటారు అండ్ వీళ్ళు వివిధ రికమెండేషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తారు దేనికి సంబంధించి పోలీస్ వ్యవస్థలో మార్పులకు సంబంధించి clear now coming on to next important topic in the news so Chhattisgarh so ఇక్కడ హిందీలో ఉంది many of you might not understand it but ఇక్కడ మనకు కనిపిస్తున్న లోగో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ యొక్క లోగో అన్నమాట ఓకే సో ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని లాంచ్ చేసింది ఆ పథకం పేరేంటి అంటే భూమి లేని రైతులు ఉంటారు కదా రైతు కూలీలు ఉంటారు కదా వీళ్ళనే మనము ల్యాండ్లెస్ లేబరర్స్ అంటాం ఏమంటాము ల్యాండ్లెస్ లేబరర్స్ లేదా తెలుగులో రైతు కూలీలు అని అంట ఓకే రైతు కూలీలు క్లియర్ సో ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ల్యాండ్లెస్ లేబరర్స్ అదేవిధంగా రైతు కూలకి కూలీలకు సంబంధించి ఒక స్కీమ్ని లాంచ్ చేసింది ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఓకే సో ఈ స్కీమ్ ఏంటి అంటే ఈ భూమి లేని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు వాళ్ళకు అమౌంట్ ఇస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ సో మనకు తెలంగాణలో రైతు బంధు కార్యక్రమం లాగా అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైతులకు సహాయం కోసం ఒక స్కీమ్ని లాంచ్ చేసింది ఆ స్కీమ్ పేరేంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి and same in the model of Rythu Bandhu and a central sector scheme Chhattisgarh government has also launched a scheme which would provide rupees six thousand per year okay rupees six thousand per year to landless labourers clear so ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కీలక సంఘటన అండ్ ఇది మనకు వార్తల్లో నిలిచింది కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి సో అసలు ఆ కార్యక్రమం పేరేంటో ఒకసారి చూద్దాం క్వశ్చన్ రూపంలో recently the government of of state will launch Rajiv Gandhi Grameen Bhumi భూమిలెస్ కృషి మజ్దూర్ న్యాయ్ యోజన సో స్కీమ్ పేరేంటి చాలా పెద్ద స్కీమ్ ఇది రాజీవ్ గాంధీ భూమి భూమిలెస్ కృషి మజ్దూర్ న్యాయ్ యోజన పేరుతో ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్ని లాంచ్ చేయబోతుంది అండ్ ఈ స్కీమ్లో భాగంగా ప్రతి సంవత్సరం రైతు కూలీలు లేదా ల్యాండ్లెస్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరు రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేస్తారన్నమాట okay so what is the correct answer over here that is A Chhattisgarh okay Chhattisgarh so what is the capital city of Chhattisgarh please mention it in the comment section and Chhattisgarh రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరు Bhupesh Baghel okay Bhupesh Singh Bhupesh Singh Baghel is the current Chief Minister of Chhattisgarh. And what is the capital city of Chhattisgarh? Please mention it in the comment section. Now coming on to next important topic in the news. So ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి పేరు ఎస్ఎన్ ప్రధాన్ ఏం పేరు ఎస్ఎన్ ప్రధాన్ సో ఇక్కడ మనకు ఫోటో చూస్తూనే అర్థమవుతుంది హీఈస్ అన్ పోలీస్ ఆఫీసర్ ఎస్పెషల్గా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్కి చెందిన IPS officer SN Pradhan SN Pradhan okay so ప్రస్తుతం ఇతను ఎస్ఎన్ ప్రధాన్ ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్కి డీజీగా ఉన్నారు director general of NDRF so NDRF అంటే ఏంటి national disaster response force okay జాతీయ విపత్తు నిర్వహణ uh, బలం జాతీయ విపత్తు నిర్వహణ దళానికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు ఎవరు ఎస్ఎన్ ప్రధాన్ అండ్ మనకి ఇటీవల రాకేష్ ఆస్థానా అని ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అవునా he was recently appointed as the commissioner of Delhi and before that he was the DG of border security force okay so Rakesh Asthana మనకి దేశంలో డ్రగ్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక సంస్థ ఉంది దాన్ని మనం ఏమంటున్నాము ఎన్సిబి అంటాం ఎన్సిబి సో ఎన్సిబి అంటే ఏంటి narcotics crime bureau narcotics control bureau అంటాం ఓకే సో ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి రీసెంట్గా ఎస్ఎన్ ప్రధాన్ని డీజీగా అపాయింట్ చేశారన్నమాట okay so recently SN Pradhan is appointed as the director general of narcotics control bureau దీన్నే మనము ఎన్సిబి అంటామన్నమాట apart from that he is also the director general of NDRF okay national disaster response ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా ఉన్న ఎస్ఎన్ ప్రధాన్ని అడిషనల్ ఛార్జ్ మీద ఎన్సీబీకి డైరెక్టర్ జనరల్గా నియమించింది కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఓకే సో దేశంలో ఈ డ్రగ్స్ వాడకాన్ని నిరోధించడం కోసం అదేవిధంగా ఈ డ్రగ్స్ని అక్రమంగా తరలి వస్తున్న డ్రగ్స్ని నియంత్రించడం కోసం ఉన్న agency NCB narcotics control bureau right so ఒకసారి క్వశ్చన్ చూద్దాం who has been appointed as the head of the drugs control bureau NCB recently ఎవరు దట్ ఈస్ ఎస్ఎన్ ప్రధాన్ దీనికన్నా ముందు ఎవరుండే రాకేష్ ఆస్థానా ఉండే ఇతనేమయ్యాడు ఇప్పుడు ఢిల్లీ పోలీస్ కమిషనర్గా నియమించబడ్డాడు ఓకే సో క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి ఈ విధంగానే క్వశ్చన్స్ వస్తాయి and next coming on to next important topic in the news so world breast feeding week okay so తల్లిపాల యొక్క విశిష్టతను గుర్తు చేస్తూ అండ్ తల్లిపాలు ఏ విధంగా పిల్లలకి లాభం చేస్తాయో ఓకే సో వాళ్ళ పెరుగుదలలో ఏ విధంగా ఈ తల్లిపాలు ఒక కీలక పాత్రను పోషిస్తాయో అండ్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఆగస్ట్ ఫస్ట్ నుండి సెవెంత్ వరకు ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా సెలబ్రేట్ చేస్తాం మనం ఓకే సో ఆగస్ట్ ఫస్ట్ నుండి ఆగస్ట్ సెవెంత్ వరకు this is celebrated as world breast feeding week so ముఖ్యంగా తల్లిపాల యొక్క విశిష్టతను తల్లిపాలు ఒక పిల్లాడి ఒక పిల్లవాడి ఎదుగుదలలో ఎలాంటి పాత్రను పోషిస్తాయి అని తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ వారాన్నే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా చెప్పుకుంటాము సో ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము which week will be celebrated recently from first to seventh August so first నుండి సెవెంత్ ఆగస్ట్ని మనం ఏ వారంగా సెలబ్రేట్ చేస్తున్నాము అంటే ప్రపంచ తల్లిపాల వారోత్సవంగా సెలబ్రేట్ చేస్తామన్నమాట world infant breast feeding week clear now coming on to next important topic in the news government of Rajasthan so ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ తమ రాష్ట్రం నుండి ఎగుమతులను దిగుమ ఎగుమతులను ఎక్కువ చేయడం కోసం అంటే తమ రాష్ట్రంలో ఎగుమతులను ప్రోత్సహించడం కోసం తమ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల యొక్క ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసిందనమాట ఓకే సో తమ రాష్ట్రానికి సంబంధించిన ఉత్పత్తులను ఎగుమతిలో ఎక్కువగా ఎక్కువగా ఎగుమతి చేయడం కోసం రాజస్థాన్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది సో ఒకసారి ఆ కార్యక్రమం పేరేంటో క్వశ్చన్ రూపంలో చూద్దాం which state's government has recently launched B and exporter okay so దీన్నే మనము హిందీలో నిర్యాతక్ బనో అని అంటాం అన్నమాట ఓకే నిర్యాతక్ బను సో నిర్యాతక్ అంటే నిర్యాతక్ అంటే ఎక్స్పోర్టర్ ఓకే సో బయట దేశాల వస్తువులు నువ్వు వాడంగడ వాడడం కాకుండా నీ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులని బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేలా మనం ఎదగాలి అనే ఉద్దేశంతో ఇటీవల బియాన్ ఎక్స్పోర్టర్ మిషన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అనేది question so what is the correct answer that is Rajasthan okay so Rajasthan రాష్ట్రం ఇటీవల తమ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది అండ్ ఆ కార్యక్రమం పేరే బి అండ్ ఎక్స్పోర్టర్ లేదా నిర్యాతక్ బనో అనే కార్యక్రమం ఓకే సో ఒకసారి రాజస్థాన్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఎవరున్నారు ఎవరున్నారు దట్ ఈస్ అశోక్ గెహ్లోట్ ఎవరు Ashok Gehlot and what is the capital city of Rajasthan that is Jaipur so Jaipur is the capital city of Rajasthan right now coming on to next important topic in the news so next important topic so ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి ఆనంద్ రాధాకృష్ణన్ ఓకే ఆనంద్ రాధాకృష్ణన్ సో ఎందుకు ఈ ఆనంద్ రాధాకృష్ణన్ వార్తల్లో నిలిచాడు ఆనంద్ ఆనంద్ రాధాకృష్ణన్ సో ఎందుకు ఈ ఇటీవల ఆనంద్ రాధాకృష్ణన్ వార్తల్లో నిలిచాడు అంటే మనకి ఆనంద్ రాధాకృష్ణన్ ముంబైకి చెందిన ఓకే ముంబైకి చెందిన ఒక comic comic and multimedia creator అన్నమాట ఓకే సో కామిక్స్ రాయడంలో అసలు కామిక్స్ అంటే ఏంటి కామిక్స్ అంటే మనకి ముఖ్యంగా సూపర్ మ్యాన్ కామిక్స్ అని ఓకే ఐరన్ మ్యాన్ కామిక్స్ అని ఇలా పిల్లల్ని ఆకర్షే ఆకర్షించే విధంగా బొమ్మలతో కొన్ని ముఖ్యమైన కామిక్స్ని అంటే బుక్స్ని పబ్లిష్ చేస్తారన్నమాట ఓకే సో వీటినే మనం ఏమంటాము కామిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మోగ్లీ అనేది ఒక కామికే ఓకే అదేవిధంగా మనకు చాలా కామిక్స్ ఉంటాయి కదా సో ఈ కామిక్స్లో ఆస్కార్ ఆస్కార్ ఆస్కార్తో సమానమైన ఆస్కార్తో సమానమైన ఈ కామిక్స్ పురస్కారాన్ని ఇటీవల ఆనంద్ రాధాకృష్ణన్ అందుకున్నాడు అనమాట సో ఇతను ముంబైకి చెందిన వ్యక్తి సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము Anand Radhakrishnan has recently won the prestigious Will Eisner award ఏం award Will Eisner award so ఈ అవార్డుని ఈ అవార్డుని సింపుల్గా ఏమని కీర్తిస్తారు అంటే Oscars Oscar of comic world అని అంటారు ఓకే సో ఈ కామిక్స్ రంగంలో కామిక్స్ రంగంలో లేదా కామిక్స్ తయారు చేసే వారికి అత్యున్నత పురస్కారం ఏది అని అంటే ఈ విల్ ఐస్నర్ అవార్డు అన్నమాట ఓకే సో ఇటీవల భారతదేశానికి చెందిన ఆనంద్ రాధాకృష్ణన్ ఈ కామిక్ వరల్డ్ ఈ ఆస్కార్ ఆఫ్ కామిక్ వరల్డ్ అయిన విల్ ఐస్నర్ అవార్డుని గెలుచుకున్నాడు అన్నమాట క్లియర్ సో అందుకే ఆనంద్ రాధాకృష్ణన్ వార్తల్లో నిలిచాడు సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము Anand Radhakrishnan has recently won the prestigious Will Eisner award the award is related to which field so ఏ రంగానికి సంబంధించింది ఈ విల్ ఐస్నర్ అవార్డ్ అంటే కామిక్ ఇండస్ట్రీకి కామిక్ ఇండస్ట్రీ రంగానికి సంబంధించింది ఈ విల్ ఐస్నర్ అవార్డ్ దీన్నే మనము ఆస్కార్ ఆఫ్ కామిక్ వరల్డ్ అని కూడా అంటాం ఆస్కార్ ఆఫ్ కామిక్ వరల్డ్ అని కూడా అంటాం అనమాట clear now coming on to next important topic in the news so Narendra Modi so ఇటీవల నరేంద్ర మోడీ మనకి వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే చాలా ప్రోగ్రామ్స్ని చాలా స్కీమ్స్ని లాంచ్ చేశాడు అవునా సో వైద్య విద్యను అభ్యసించాల్సి అభ్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు twenty seven percent OBC reservation ten percent EWS reservation clear అదేవిధంగా థర్డ్ ఫిఫ్త్ ఎయిత్ క్లాస్ చదువుతున్న విద్యార్థుల యొక్క ప్రతిభను కొలచడం కోసం లేదా వాళ్ళను నిరంతరం పర్యవేక్షించడం కోసం సఫల్ అనే కార్యక్రమాన్ని సో ఇవన్నీ కూడా మన ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఇటీవల Narendra Modi academic academic bank of credit అనే ఒక స్కీమ్ని లాంచ్ చేశాడు అనమాట అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అనే స్కీమ్ని సో అసలు ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అనే స్కీమ్ ఏంటి అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించింది ఈ స్కీమ్ అనమాట ఓకే సపోజ్ విద్యార్థులు ఏదైనా ఒక కోర్సులో అడ్మిషన్ తీసుకుంటారు అవునా సో ఇప్పుడు ఆ కోర్స్ కంటిన్యూ అవుతుంది కానీ ఏదో అతని మ్యారేజ్ అయ్యో లేదంటే ఇతర ఏదైనా యాక్సిడెంట్ ఏదన్నా జరిగి అతను ఆ కోర్స్ని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది సో సెకండ్ ఇయర్కి వెళ్ళే ముందు అతనికి యాక్సిడెంట్ అయింది అనుకుందాం సో ఇప్పుడు అతను కాలేజ్కి రాలేడు అండ్ ఆ కోర్స్ అక్కడికే ఆగిపోతుందా అంటే నార్మల్గా అయితే ఆగిపోతుంది అవునా కానీ ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ స్కీమ్లో భాగంగా జరిగేది ఏంటి అని అంటే ఆ విద్యార్థికి వచ్చిన ఆ విద్యార్థికి వచ్చిన ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటాయి అండ్ ఈ విద్యార్థి మళ్ళీ తన చదువు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుండి స్టార్ట్ చేయొచ్చు ఓకే సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి మధ్యలో టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి మధ్యలో టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇతను మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాల్సిన అవసరం లేదు సెకండ్ ఇయర్ నుండి కంటిన్యూ చేయవచ్చు అన్నమాట దీన్నే మనం academic bank of credit scheme అని అంటామన్నమాట అనమాట ఓకే సో ఈ స్కీమ్ని ఇటీవల ఉన్నత విద్యను ప్రోత్సహించడం కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా కూడా ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ స్కీమ్ని రూపొందించారు అండ్ ఇటీవల దీన్ని అమలు చేసే సంస్థ అంటే ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఈ స్కీమ్ని అమలు చేసే సంస్థ UGC okay so university grants commission ఈ స్కీమ్ని అమలు చేస్తుంది అండ్ ఒక విధంగా స్టూడెంట్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీని ఓకే వాళ్ళు ఎప్పుడైనా తమకు నచ్చిన కోర్సుని మధ్యలో వదిలేయచ్చు లేదా తిరిగి జాయిన్ కావచ్చు సో ఈ విధంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అనే స్కీమ్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ లాంచ్ చేశాడు ఇటీవల ఓకే సో ఒకసారి చూద్దాము who has launched multiple educational initiatives including the Academic Bank of Credit that will provide multiple entries and exit options so ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్లో భాగంగా మన కోర్సులో మనం ఎన్నిసార్లు అయినా ఆ కోర్సుని చదవాలనుకోవచ్చు ఓకే మధ్యలో మధ్యలో జాయిన్ కావచ్చు లేదా మధ్యలోనే వెళ్ళిపోవచ్చు ఎన్నిసార్లు అయినా ఈ విధంగా చేయొచ్చు అన్నమాట ఓకే సో ఈ స్కీమ్ని లాంచ్ చేసింది ఎవరు అంటే that is Narendra Modi Narendra Modi right now coming on to next important topic in the news so ఇక్కడ మనకు కనిపిస్తుంది మళ్ళీ నరేంద్ర మోడీయే okay so Narendra Modi August సెకండ్న ఆగస్ట్ సెకండ్న భారతదేశంలో ఈ డిజిటల్ పేమెంట్స్ని ఓకే సో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం కోసం ఒక కొత్త విధానాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు దీన్నే మనము ఈ రూపీ అని అంటున్నాం ఓకే సో ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తుంది కదా prime minister to launch digital payment solution e rupee on second August okay on second August ఒక విధంగా సింపుల్గా భారతదేశంలో ఈ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం కోసం లాంచ్ చేసే స్కీమే ఈ ఈ e రూపీ ఎప్పుడు లాంచ్ చేయబోతున్నాడు second August twenty twenty one launch చేయబోతున్నాడు ఈ స్కీమ్ని సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము సో ఇక్కడ క్వశ్చన్ మనకి స్టేట్మెంట్ మోడల్లో ఉంది ఓకే అండ్ ఇలాంటి స్టేట్మెంట్ మోడల్ క్వశ్చన్స్ మనకు ఒక విధంగా ఆ కరెంట్ అఫైర్కి సంబంధించిన పూర్తి అవగాహన అందిస్తాయి అన్నమాట సో ఇలాంటి క్వశ్చన్లు మనము ఈ మధ్య ఎగ్జామ్స్లో చాలా చూస్తున్నాము అవునా సో ఇలాంటి క్వశ్చన్లు ఇంతకు ముందు అయితే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లోనే మనం చూసేవాళ్ళం కానీ ఇప్పుడు మన state group one group two examinations అదేవిధంగా ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో కూడా తరచుగా ఇలాంటి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చూస్తున్నాం సో ఇలాంటి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి అంటే ఆ విషయానికి సంబంధించిన పూర్తి అవగాహన మనకు ఉండాలి సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము with reference to e rupee consider the following statements e-rupee is a cashless and contactless instrument for digital payment so digital payment అంటే అంతే కదా సో ఇక్కడ ఫిజికల్గా మనం ఒక వ్యక్తికి క్యాష్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఉండదు అండ్ ఆ వ్యక్తిని మనం ముట్టుకోవడం కానీ అంటే కాంటాక్ట్ అవ్వడం కానీ ఉండదు సో ఈ రూపీ అనేది అలాంటి పేమెంట్ సిస్టమా అంటే yes right and second statement చూద్దాము it has been developed by national payments corporation of India yes correct statement so ఎవరు డెవలప్ చేశారు ఈ ఈ రూపీని national payments corporation of India NPCI అంటాం okay on its UPI platform in collaboration with department of financial services ministry of health and family welfare and national health authority so ఈ అన్ని సంస్థలు కలిసి ఏంటి ఏమేమి సంస్థలు అవి NPCI department of financial services ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదేవిధంగా నేషనల్ హెల్త్ అథారిటీ ఈ నాలుగు అసోసియేషన్లు కలిసి ఈ ఈ రూపీ అనే డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేశాయి అండ్ వీటి ఈ ప్లాట్ఫామ్ని second August two thousand twenty twenty one twenty twenty one Narendra Modi inaugurate చేయబోతున్నాడు సో ఇక్కడ మనకి ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి what is the correct answer that is C both one and two one and two e rupee గుర్తుపెట్టుకోండి ఎవరెవరు డెవలప్ చేశారో కూడా గుర్తుపెట్టుకోండి right now coming on to next important topic in the news so Muslim women rights day on August first clear so అసలు ఈ ముస్లిం ఉమెన్ రైట్స్ డేని ఎందుకు భారతదేశంలో సెలబ్రేట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి ఓకే సో మనకు అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఒకటిన రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఒకటిన ఏం చేసింది ట్రిపుల్ తలాక్ బిల్లుని తీసుకొని వచ్చింది అవునా ట్రిపుల్ తలాక్ బిల్లుని ఆమోదించింది పార్లమెంట్ అవునా సో ఈ ట్రిపుల్ తలాక్ బిల్ అంటే ఏంటి ముఖ్యంగా ముస్లిమ్స్లో వివాహం షరియా లా షరియా లా ద్వారా చేసుకుంటారు షరియా చట్టం ప్రకారం ముస్లిం వివాహాలు జరుగుతాయి అండ్ ఆ షరియా చట్టంలో భార్యాభర్త ఒకరినొకరు మూడుసార్లు తలాక్ తలాక్ తలాక్ అంటే వాళ్ళ మధ్యలో విడాకులు కన్ఫర్మ్ అయినట్టు ఓకే సో ఈ పద్ధతిని నిరోధించడం కోసం ముస్లిం ఉమెన్ యొక్క హక్కులను కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఆగస్టున ట్రిపుల్ తలాక్ బిల్ని తీసుకొని వచ్చింది సో ఈ ట్రిపుల్ తలాక్ బిల్ ప్రకారం ఏ ముస్లిం వ్యక్తి అయినా తమ భార్యతో ఓకే తన భార్యతో తలాక్ తలాక్ తలాక్ ద్వారా అంటే ఈ ట్రిపుల్ తలాక్ చెప్పడం ద్వారా విరాకులు పొందలేడు ఓకే సో ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఎలాగైతే కోర్టు ప్రకారం విడాకులు పొందుతున్నారో ఆ విధంగానే విడాకులు పొందాలి ఈ మూడు తలాక్ల విధానం ద్వారా విడాకులు పొందడం చట్టవిరుద్ధం అని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకొని వచ్చింది అండ్ ఈ టూ థౌజండ్ నైన్టీన్లో ఆగస్ట్ ఫస్ట్న తీసుకొని వచ్చిన ఈ చట్టంతో ముస్లింల యొక్క హక్కులు ఒక విధంగా ముస్లిం ఉమెన్ యొక్క హక్కులు ఒక విధంగా పరిరక్షించబడ్డాయి అని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఫస్ట్ని ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఫస్ట్ని ముస్లిం ఉమెన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అండ్ ఈ సంవత్సరం కూడా అంటే twenty twenty one August first will also be celebrated as women Muslim women rights day Muslim women rights day గుర్తుపెట్టుకోండి now coming on to question with reference to Muslim women rights day consider the following statements First statement, it will be observed across the country on 1st August 2021. Yes, correct statement. Second point, it aims to celebrate the enactment of the law against triple talaq. So, అసలు ఈ రోజును ఎందుకు జరుపుకుంటున్నారు deniki gurtuga జరుపుకుంటున్నారు ante triple talaq chattam amallo kochindi August ఫస్ట్న కాబట్టి దాన్ని గుర్తిస్తూ ఈ రోజుని జరుపుకుంటున్నారు సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది that is C both one and two right so ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి Muslim women rights day August first okay now coming on to next important topic in the news so Atal innovation mission so Atal innovation మిషన్లో భాగంగా మనకి ముఖ్యంగా ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ఏం చేస్తారు అంటే ఎవరైతే పరిశ్రమలు స్థాపించాలి అనుకుంటున్నారో భారతదేశంలో ఉన్న యూత్ ఎవరైతే స్టార్టప్స్ వీటిని మనం తెలుగులో ఏమంటాము అంకుర సంస్థలు అంటాం సో ఈ అంకుర సంస్థలను నెలకొల్పాలని భావించే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక విధంగా ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ట్రైనింగ్ ఇస్తారు అండ్ భారతదేశంలో అత్యంత అత్యంత ఆదరణ పొందిన స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్థికంగా సహాయం చేస్తారు ఓకే అండ్ ఎవరైతే ఈ స్టార్టప్స్ని అంకుర సంస్థల్ని ప్రారంభించి ఆర్థిక సహాయం కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా సహాయం చేస్తారన్నమాట సో ఇటీవల అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ఒక పెద్ద ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది నీతి ఆయోగ్ ఓకే సో నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించింది అండ్ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఏమన్నారంట అంటే టింకర్ ప్రేనియార్ అన్నారు ఓకే టింకర్ ప్రేనియార్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది నీతి ఆయోగ్ ఓకే సో ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు తొమ్మిది వేల యూత్కి ఓకే తొమ్మిది వేల యూత్కి యువజనులకు ట్రైనింగ్ ఇచ్చారు స్టార్టప్లని ఎలా నెలకొల్పాలి వాటిని ఏ విధంగా సమర్థవంతంగా నిర్వహించాలి అనే విషయాల మీద ట్రైనింగ్ ఇచ్చారు ఈ టింకర్ ప్రేనియర్ కార్యక్రమంలో భాగంగా ఓకే అందుకే అటల్ ఇన్నోవేషన్ మిషన్ వార్తల్లో నిలిచింది సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సంబంధించి Atal innovation mission sometimes mentioned in news is an initiative of so అసలు ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ని ప్రారంభించిన ఆర్గనైజేషన్ లేదా సంస్థ ఏది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము that is NITI Aayog so what is the full form of NITI comment it in the comment section now coming on to next important topic in the news so ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక జిమ్నాస్ట్ అండ్ ఈవిడ యుఎస్ఏ దేశానికి చెందిన జిమ్నాస్ట్ అండ్ ఈమె పేరే సిమోనే Biles లేదా సిమోన్ బైల్స్ అని అంటాం ఓకే సో సిమోన్ బైల్స్ ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ఈవిడ ఇంతకుముందు జిమ్నాస్ట్ పోటీల్లో చాలా వరకు గోల్డ్ మెడల్స్ని సాధించింది అనమాట ఒక విధంగా ఉమెన్స్ జిమ్నాస్టిక్ పోటీల్లో అత్యధిక గోల్డ్ మెడల్ సాధించిన లేడీ ఎవరు అని అంటే సిమోన్ బైల్స్ అండ్ ఇటీవల ఈవిడ తన టోక్యో ఒలింపిక్స్లో నేను పార్టిసిపేట్ చేయట్లేను అని ప్రకటించింది అండ్ అది ఒక విధంగా సంచలనంగా మారింది సో మహిళా జిమ్నాస్ట్ లోనే అత్యధికంగా గోల్డ్ మెడల్లు పొందిన సిమోన్ బైల్స్ ఎందుకు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు అని ఎంక్వైరీ చేయగా ఈమె ఏమని చెప్పిందంట అంటే ఆమె ద ట్విస్టీస్ అనే ఒక మానసిక వ్యాధితో బాధపడుతుంది అని చెప్పింది ఏం వ్యాధి అది ద ట్విస్టీస్ సో అసలు ఈ ట్విస్టీస్ అనే వ్యాధి ఏంటి ముఖ్యంగా ఈ ట్విస్టీస్ అనే వ్యాధి ఎవరైతే ఈ జిమ్నాస్ట్ ఆ జిమ్నాస్టిక్ క్రీడల్లో భాగంగా గాల్లోకి ఎగిరి తిరగాలి కదా ఆ గాల్లో సో ఇక్కడ ఈ గాల్లో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ వాళ్ళ మైండ్ మనం ఎక్కడ ల్యాండ్ అవ్వాలి ఎలా చేయాలి అనే నియంత్రత ఓకే తన బాడీ మీద తన నియంత్రణను కోల్పోతుంది దీన్నే మనము ద ట్విస్టీస్ అని అంటాం అన్నమాట ఓకే సో ఒక విధంగా జిమ్నాస్టులు తమ బాడీ మీద తమకున్న కంట్రోల్ నియంత్రణని పోగొట్టుకోవడాన్ని ఈ ట్విస్టీస్ అనే మానసిక వ్యాధిగా గుర్తించారు అండ్ ఇటీవల సిమోన్ బైల్స్ చెప్పింది ఏమని అంటే తాను ఈ ట్విస్టీస్ వ్యాధితో ట్విస్టీస్ అనే మెంటల్ డిప్రెషన్తో బాధపడుతున్నాను అందుకే నేను ఒలింపిక్ పోటీల్లో టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో పార్టిసిపేట్ చేయడం లేదు అని చెప్పేసి ఓకే సో ట్విస్టీస్ అంటే తమ బాడీని తాము కంట్రోల్లో ఉంచుకోలేకపోవడం అంటే గాల్లో తిరిగినప్పుడు లేదా గాల్లో విన్యాసాలు చేసినప్పుడు తమ బాడీని తమ కంట్రోల్లో పెట్టుకోకపోవడాన్ని ఈ ద ట్విస్టీస్ అని అన్నమాట ఓకే సో సిమోన్ బైల్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా so Simone Biles she is the highest medal earner in women gymnasts ఓ సో ఉమెన్ జిమ్నాస్ట్స్లో అత్యధిక స్వర్ణ పథకాలను సాధించిన సిమోన్ బైల్స్ ఇటీవల టోక్యో ఒలింపిక్స్లో తాను పార్టిసిపేట్ చేయలే చేయట్లేదు అని చెప్పింది ఎందుకు అంటే తాను ట్విస్టీస్ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను అని ఓకే సో ఒకసారి క్వశ్చన్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది with reference to the twisties consider the following statements in gymnastics the twisties are a sudden loss of gymnasts ability to maintain body control during aerial manoeuvres so ఇది ఒక మనకు కాంప్లెక్స్ స్టేట్మెంట్ సో నార్మల్గా ఈ జిమ్నాస్టిక్స్లో భాగంగా మనం గాల్లో ఎగురుతాం కదా సో ఈ గాల్లోకి ఎగిరినప్పుడు సడన్గా వాళ్ళ యొక్క మైండ్ ఎబిలిటీ పోతుందన్నమాట తమ బాడీని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఎక్కడ ల్యాండ్ చేయాలి అనే అబిలిటీని బ్రెయిన్ కోల్పోతుంది సో దీన్నే మనం ట్విస్టీస్ అంటాం సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది correct statement right so second statement చూద్దాము it increases the chance of a serious or critical injury occurring if the gymnast forgets in the movement how to land the manoeuvre safely so ఇప్పుడు గాల్లోకి ఎగిరిన తర్వాత వాళ్ళకు ఎక్కడ కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలో తెలియకపోతే అది ఒక సీరియస్ ఇంజురీకి కారణం అవుతుంది అవునా సో అందుకే నేను ఈ ట్విస్టీస్ అంటే నా మైండ్ లేదా నా బాడీ నా కంట్రోల్లో లేదు సో గాల్లో గాల్లోకి నేను ఎగరగానే నా మైండ్ నా బాడీని కంట్రోల్లోకి తీసుకో నేర్చుకోవడం కోల్పోతుంది అందుకే నేను పాల్గొన్నట్లేదు సో ఒకవేళ మైండ్ నియంత్రణలో బాడీ లేదు అని అంటే మనం గాల్లో ఎగిరినప్పుడు ఎక్కడ ల్యాండ్ అవ్వాలో తెలియకపోతే క్రాష్ ల్యాండింగ్ అయితే ఏమవుతుంది బాడీకి ఇంజురీ అవుతుంది అవునా సో అందుకే తాను ఈ ట్విస్టీస్ అనే సిండ్రోమ్తో బాధపడుతున్నాను అందుకే టోక్యో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయట్లేను అని ఇటీవల సిమోన్ బైల్స్ ప్రకటించింది అండ్ ఈవిడ ఏ దేశానికి చెందింది యుఎస్ఏకి చెందిందన్నమాట సో ఇక్కడ మన రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది that is C both 1 and 2 is the correct answer right now coming on to question uh, next important topic in the news that is clone train scheme okay so ఇటీవల రైల్వే శాఖ మంత్రి okay railway శాఖ మంత్రి సో ఎవరు ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇటీవల రాజ్యసభలో చైర్మన్కి సమాధానం ఇస్తూ మేము ఈ క్లోన్ ట్రైన్ స్కీమ్ని అత్యంత పటిష్టంగా అమలు చేస్తున్నాము అసలు ఈ క్లోన్ ట్రైన్ స్కీమ్ అంటే ఏంటి సో నార్మల్గా ఈ కోవిడ్ పాండమిక్ మొదలైనప్పటి నుంచి అంటే మనకి March twenty third twenty twenty so Janata curfew పేరుతో మొదలైంది అప్పటి నుండి భారతదేశ వ్యాప్తంగా ఈ ట్రైన్ సర్వీసులు అనేవి రెగ్యులర్ కన్నా చాలా తక్కువైపోయాయి ఓకే సో ఈ ప్యాసింజర్ ట్రైన్లు నార్మల్ ట్రైన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి ప్రస్తుతం ఓన్లీ స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నాయి అవునా ఈ స్పెషల్ ట్రైన్స్లో ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకొన్ని స్పెషల్ ట్రైన్స్ని తీసుకొని వస్తున్నారు అండ్ వాటినే మనము క్లోన్ ట్రైన్స్ అని అంటామన్నమాట సో ఈ క్లోన్ ట్రైన్ స్కీమ్లో భాగంగా ప్రస్తుతం నడుపుతున్న స్పెషల్ ట్రైన్లలో ప్రయాణికుల తాకిడి ఎక్కువైతే ఇంకొన్ని ట్రైన్లను అదేవిధంగా ఇంకొన్ని ట్రైన్ మార్గాలను కూడా మేము ఓపెన్ చేస్తాము అని ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి రాజ్యసభలో తెలపడం జరిగిందన్నమాట దీన్నే మనం సింపుల్గా క్లోన్ ట్రైన్ అని అంటాం సో క్లోన్ ట్రైన్ అంటే ఏంటి సింపుల్గా స్పెషల్ ట్రైన్లలో ఉన్న ప్యాసింజర్ తాకిడిని తట్టుకోవడం కోసం అడిషనల్గా తీసుకొని వచ్చే ట్రైన్లనే క్లోన్ ట్రైన్స్ అంటాం simple right so coming on to question clone train scheme recent recently seen in news is an initiative of so ఏ మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమం ఇది ఈ క్లోన్ ట్రైన్ స్కీమ్ అనేది obviously that would be the programme of ministry of railways so railway మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమమే ఈ clone train scheme right now coming on to next important topic in the news so ఇక్కడ మనకు కనిపిస్తుంది mission Niryatak Bano okay mission Niryatak Bano so ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా బీ అండ్ ఎక్స్పోర్టర్ మిషన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం దీన్నే వాళ్ళ లోకల్ భాషల్లో మిషన్ నిర్యాతక్ బనో అని అంటున్నాం సో నిర్యాతక్ అంటే ఎక్స్పోర్టర్ ఓకే సో ఎన్ని రోజులు నువ్వు ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాల నుండి సామాన్లు తెప్పించుకోవడం కాదు మన సామాన్లు ప్రపంచవ్యాప్త దేశాల్లో అమ్ముడు పోవాలి ఆ విధంగా మనం ఎదగాలి అనే పేరుతో రాజస్థాన్ ప్రభుత్వం మిషన్ నిర్యాతక్ బనో అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనమాట సో క్వశ్చన్ చూద్దాము mission Niryatak Bano is related to which of the following states that is B Rajasthan so this question is double repeated now coming on to next important topic in the news so fiscal deficit fiscal deficit అంటే ఆర్థిక లోటు అంతే కదా సో ఇటీవల జూన్ నెలకు సంబంధించి మనకు కొన్ని ఫైనాన్షియల్ ఆర్థిక గణాంకాలు విడుదలయ్యాయి ఓకే కొన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విడుదలయ్యాయి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్థిక లోటు లేదా దీన్నే మనము ద్రవ్య లోటు అని అంటాం ఓకే ఏమంటాము ద్రవ్య లోటు సో అసలు ద్రవ్య లోటు అంటే ఏంటి so what is meant by fiscal deficit first అంటే ఎప్పుడైతే మన ఖర్చులు ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటాయో when the expenditure is higher than the revenues then that would lead to fiscal deficit okay so మన ఖర్చులు ఆదాయం కన్నా ఎక్కువ ఉంటాయో అప్పుడు అది ఎక్కడికి లీడ్ చేస్తుంది ద్రవ్య లోటుకు లీడ్ చేస్తుంది అవునా సో ఇటీవల controller account general of India controller account general of India clear so వీళ్ళు ప్రకటించిన లెక్కల్లో ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్థిక లోటు ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్గా ఉంది అని ప్రకటించారు సో సింపుల్గా డబ్బుల రూపంలో కనుక చూసుకుంటే రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల ద్రవ్య లోటులో కేంద్ర ప్రభుత్వం ఉంది అని ఇటీవల కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించిన లెక్కలు చెప్తున్నాయి అన్నమాట ఓకే సో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోండి అండ్ ఇంతకుముందు సెషన్స్లో మనం IMF IMF twenty twenty one twenty twenty టూకి భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉంటుంది అని ప్రకటించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే సో ప్రస్తుతం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కల ప్రకారం భారతదేశంలోని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ద్రవ్య లోటు ఎంతుందంట అంటే తొమ్మిది పాయింట్ రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్లు ఉంది అని చెప్పడం జరిగింది సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము Modi government's fiscal deficit touches dash of annual target at the end of June twenty twenty one ఎంత శాతం ఉందంట that is eighteen point two percent which is equal to 2.94 lakh crores so సింపుల్గా ఈ రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్లు ఎక్కడివి అంటే అప్పుల ద్వారా ఓకే లేదా ఇతర దేశాల ఆర్థిక సహాయం అండ్ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుండి తీసుకున్న ఇతర లోన్లు ఇవన్నీ కూడా రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల ద్రవ్య లోటు ఉందని ఇటీవల లెక్కల్లో తేలిందన్నమాట right now coming on to next important topic in the news that is NISAR okay so అసలు ఈ నిసార్ అంటే ఏంటి సో నిసార్ శాటిలైట్ని నిసార్ శాటిలైట్ని ట్వంటీ ట్వంటీ త్రీలో ప్రయోగించబోతున్నామని ఓకే సో ఈ నిసార్ అనే శాటిలైట్ని ట్వంటీ ట్వంటీ త్రీలో ప్రకటించబోతున్నామని నాసా అండ్ ఇస్రో ఇటీవల తెలిపాయి క్లియర్ సో ఈ నిసార్ అనే శాటిలైట్ రెండు దేశాల అంతరిక్ష సంస్థల యొక్క కొలాబరేషన్ ప్రాజెక్ట్ అనమాట ఓకే ఉమ్మడి ప్రాజెక్ట్ ఏంటిది అది ఈ నిసార్ శాటిలైట్ అనేది ఓకే సో అసలు ఈ నిసార్ శాటిలైట్ విషయానికి వస్తే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అసలు ఈ శాటిలైట్ని ప్రయోగించాల్సిన ఉద్దేశం ఏంటి అని అంటే ముఖ్యంగా ఈ నిసార్ శాటిలైట్ అనేది ఒక earth observation satellite okay so భూమిని అత్యంత క్లియర్గా హై రెజల్యూషన్తో క్యాప్చర్ చేసే శాటిలైట్ ఈ నిసార్ అన్నమాట ఓకే సో భూమి మీద జరుగుతున్న వాల్కనో బర్స్ట్స్ కానివ్వండి ఓకే సో తుఫాన్లను కానివ్వండి ఎర్త్ క్వేక్స్ని కానివ్వండి వీటన్నిటిని హై రెజల్యూషన్ ఇమేజెస్తో క్యాప్చర్ చేసే శాటిలైట్ ఈ నిసార్ శాటిలైట్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే NISAR will be the world's most expensive satellite okay ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాటిలైట్గా ఈ నిసార్ చరిత్రలోకి ఎక్కబోతుంది సో ఎంత ఖర్చు చేస్తున్నారంట అంటే దీని మీద వన్ బిలియన్ డాలర్లు okay one point five billion డాలర్ల ఖర్చుతో ఈ నిసార్ శాటిలైట్ని రెండు దేశాల అంతరిక్ష సంస్థలు నాసా మరియు ఇస్రో రూపొందిస్తున్నాయి ఓకే ఇది ముఖ్యంగా భూమిని హై రెజల్యూషన్ ఇమేజెస్తో క్యాప్చర్ చేస్తుంది అండ్ భూమి మీద జరిగే వాతావరణ మార్పులని వాల్కనోలని అర్త్ క్వేక్లని వీటన్నిటిని క్లియర్గా అబ్జర్వ్ చేసి ఆ పిక్చర్స్ని భూమికి పంపిస్తుంది ఓకే సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము ISRO NASA joint mission NISAR satellite will be launched in which year so ఏ సంవత్సరంలో లాంచ్ చేయబోతున్నారు దీన్ని రెండు వేల ఇరవై మూడులో లాంచ్ చేయబోతున్నామని నాసా మరియు ఇస్రో ఇటీవల ప్రకటించింది అందుకే ఈ నిసార్ శాటిలైట్ అనేది వార్తల్లో నిలిచింది right now coming on to next important topic in the news so ఈ UDAN programme okay so UDAN కార్యక్రమం వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే అసలు ఈ ఉడాన్ కార్యక్రమాన్ని నిర్వహించే మంత్రిత్వ శాఖ ఏంటి వాట్ ఈస్ దట్ మినిస్ట్రీ పౌర విమానయాన శాఖ ministry of civil aviation so ఇటీవల మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించిన ప్రోగ్రామే ఉడాన్ సో ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ సో ముఖ్యంగా ఈ ఉడాన్ అనే కార్యక్రమాన్ని రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో లాంచ్ చేశారు సో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో ఉన్న చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు అంటే రీజనల్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడం అదేవిధంగా భారతదేశంలో ఈ ఎయిర్ ట్రాఫిక్ రూట్స్ ఏవైతే ఉంటాయో అంటే భారతదేశంలోని మధ్య తరహా నగరాలను కూడా ఎయిర్పోర్ట్స్ ద్వారా కనెక్ట్ చేయడం ఈ ఉడాన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఒక కామన్ మ్యాన్ ఒక సగటు మనిషి ఏరోప్లేన్ ఎక్కేలా ఏరోప్లేన్ ఎక్కేలా తన తనని ఏరోప్లేన్ ఎక్కేలా చేయడం ఏ విధంగా అంటే ఫ్లైట్ రేట్లను తగ్గించి ఓకే అదేవిధంగా చిన్న చిన్న నగరాల మధ్యలో ఈ ఫ్లైట్ సర్వీసెస్ని నడిపి ఒక కామన్ మ్యాన్ కూడా విమానం ఎక్కేలా చేసే ప్రయత్నమే ఈ ఉడాన్ కార్యక్రమం అన్నమాట అండ్ ఇటీవల ఉడాన్ కార్యక్రమంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఏడు వందల ఎనభై ఎయిర్ ట్రాఫిక్ రూట్స్ని ఆమోదించారన్నమాట okay so air traffic routes so ఈ విమానాలు ప్రయాణించే దారులను మనం ఏమంటాము ఎయిర్ ట్రాఫిక్ రూట్స్ సో భారతదేశ వ్యాప్తంగా ఏడు వందల ఎనభై ఎయిర్ ట్రాఫిక్ రూట్స్ని ఈ ఉడాన్ కార్యక్రమంలో భాగంగా చేర్చడం జరిగింది అండ్ రానున్న రోజుల్లో ఈ ఏడు వందల ఎనభై ఎయిర్ ట్రాఫిక్ రూట్స్లలో మనం విమానాలను చూడొచ్చు అన్నమాట రైట్ సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం how many new air traffic routes has been approved by the government of India under the UDAN plan scheme ఎన్ని routes seven hundred and eighty రూట్స్ని ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించడం జరిగిందన్నమాట ఓకే సో దీనికన్నా ముందు అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసినప్పుడు దాదాపు మూడు వందల తొంభై ఎయిర్ ట్రాఫిక్ రూట్స్ని ఆ తర్వాత మళ్ళీ ఏడు వందల ఎనభై ఎయిర్ ట్రాఫిక్ రూట్స్ని లాంచ్ చేసింది ఉడాన్ కార్యక్రమంలో భాగంగా government of India right now coming on to next important topic in the news so ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ విమానం ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటున్నాం రఫైల్ జెట్ అని అంటాం ఏమంటాము రఫైల్ జెట్ సో రఫైల్ జెట్ని లేదా ఈ రఫైల్ యుద్ధ విమానాన్ని మనం ఏ దేశం నుండి ఎగుమతి చేసుకున్నామో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇటీవల ఈ రఫైల్ జెట్ని ఈ రఫేల్ జెట్ని అఫీషియల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇండక్ట్ చేశారన్నమాట ఓకే సో ఇక్కడ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ రఫేల్ జెట్లను వాడబోతుంది ఓకే సో ఈ రఫేల్ జెట్లను ఇటీవల మనకి బెంగాల్ వెస్ట్ బెంగాల్లో ఉన్న హమీర్పూర్ ఎయిర్ బేస్లో ఉన్న ఎయిర్ ఫోర్స్కి ఈ విమానాలను అప్పగించడం జరిగింది అండ్ భారతదేశానికి చెందిన వాయుసేనకు చెందిన పైలట్స్ అంతా కూడా ఇప్పుడు ఈ విమానాలను యూజ్ చేయబోతున్నారు ఓకే దీన్నే మనం ఏమంటాం సింపుల్గా అఫీషియల్గా ఇండక్ట్ చేయడం అంటే ఇక నుండి ఈ రఫేల్ యుద్ధ విమానాలను మనము యుద్ధంలో కూడా వాడొచ్చు అని అర్థం అన్నమాట సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం the Indian air force has recently inducted the Rafale fighter jets into dash air command okay so ఏ ఎయిర్ కమాండ్లో భాగంగా ఈ రఫేల్ జెట్స్ని ఆ ఎయిర్ ఫోర్స్లో ప్రవేశపెట్టారు అంటే eastern air command okay so భారతదేశం యొక్క తూర్పు వాయుసేన విభాగంలో ఇటీవల ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ని ప్రవేశపెట్టారు అండ్ ఆ తూర్పు వాయుసేన విభాగం ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ని వాడబోతుందన్నమాట ఓకే సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము ఈ తూర్పు భారతదేశ ఎయిర్ బేస్ ఎక్కడుంది అంటే హసీమారా హసీమారా అనే ప్లేస్ సో ఎక్కడుంది వెస్ట్ బెంగాల్ సో పశ్చిమ బెంగాల్లోని హసీమారాలో ఉన్న one not one squadron air force విభాగంలో ఇటీవల ఈ రఫేల్ జెట్ విమానాలను చేర్చడం జరిగిందన్నమాట right so by this we came to an end to the current affairs through MCQ session I hope you like the session and for further quality content please like comment and share our channel also don't forget to subscribe our channel thank you and wish you all the best